Good job. democracy! Esnafay Cinabayi! Yo, yo, yo, yo, yo, cameraman, yo. చాలు తిన్నాడు ఇక ఉర్రండి రా ఉర్రండి రా ఉర్రండి రా లక్ష కడతా కోరుతున్నాం మండలం కింద అదేవిధంగా సెక్రటరీగా సంతోష్ కామ్రేడ్ సంతోష్ గా కపిల్ గారిని పచ్చకాలతో కోరుతున్నాం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ అదేవిధంగా కామ్రేడ్ నవీన్ జాయింట్ సెక్రటరీగా పచ్చకాలతో ಅಖಿಲ ಕಾಮ್ರೇಡ್ ಅಖಿಲ ಭಯ ಬಳಿ ಹೋದ್ರೆ ನಾನು కమ్రేడ్ చంపన్న గారిని మేము స్వాగతించి చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ మండల కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ నూతన కమిటీకి సహకరించిన మీ అందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మండల కేంద్రంలోని గౌడ్ జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి పోరాటాల ఆకర్షితులై ఈరోజు నర్మేట మండల కేంద్రంలోని పలు మండల కేంద్రం నుంచి పలు గ్రామాల నుంచి వివిధ విద్యార్థి సంఘాల నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో ఈరోజు చేరడం జరిగింది ఏబీ నుంచి టీఆర్ఎస్పీ నుంచి ఈరోజు ఎస్ఎఫ్ఐలో చేరడం జరిగింది భవిష్యత్తులో విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన వీళ్ళు ఈ నర్మేట మండల కేంద్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈరోజు కేజీటీపీజీ ఉచిత నిర్బంధ విద్య అని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు ఈరోజు ఈరోజు సంవత్సరాలు దాటుతా ఉంది ఆయన ప్రభుత్వం ఏర్పడి మరి ఇప్పటికీ కేజీటీపీజీ ఉచిత విద్య కాదు కదా కేవలం విద్యార్థులకు వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై ఐదు వందల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ ఇవ్వలేకపోతా ఉంది పద్దెనిమిది వందల కోట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాబట్టి ఇప్పటికైనా ఎస్ఎఫ్ఐ చేసినటువంటి పోరాటాలకు మీరు మీరందరూ సహకరించి ఎస్ఎఫ్ఐ విద్యాసంగా ముందు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐ జనం జిల్లా కార్యదర్శి గోడ నరేంద్ర